దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో అపాన ముద్ర కోసం తెలుసుకుందాం పూజల్లో కూడా దీన్ని అపానాయ స్వహ అంటారు మనం తీసుకున్న శ్వాస లోపలికి వచ్చాక ఐదు ప్రాణాల కింద మారుతుంది ఐదో ప్రాణం అపాన ప్రాణం అనే ముందు తెలుసుకుందాం ముందు ఎపిసోడ్లో అపాన ప్రాణం చేసే పని ఏమిటంటే శరీరంలో ఉన్న వ్యర్థాలని బయటకు పంపిస్తుంది అంటే మలాన్ని త్యాగం చేయడం కానీ బాత్రూమ్ ఊరిని వెళ్ళడానికి కానీ చెవటలు రావడానికి చెవులో గులాలు పోవడానికి కళ్ళలో పుసులు ముక్కుల పొక్కులు ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు శరీరాన్ని శుద్ధి చేయడానికి పనిచేసే ముద్ర ప్రాణమే అపాన ప్రాణం దానికి ముద్ర ఉంది దాన్నే అపాన ముద్ర అంటారు చూడండి బొటన వేలు మధ్య వేలు ఉంగరపు వేలు కలిపి ఉంచుతాం చూపుడు చిటికన వేలు తెరిచి ఉంచుతాం ఇది అపాన ముద్ర ఈ అరచేతులు పైకున్నట్టు నుంచి మోకాళ్ళ దగ్గర నుంచి నడుము తల తిని ఉంచుతాం దీన్ని అపాన ముద్ర అంటారు పూజల్లో కూడా ఈ విధంగా పెట్టి అపాన అని అంటారు వినుంటారు ఇది ఈ ముద్ర బాగా పనిచేస్తుంది అపాన ముద్ర వలన లాభాలు ఏమిటి అంటే శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించేది ఒకటి కాకుండా హార్ట్ బీటింగ్ గుండె చక్కగా పనిచేయడానికి గుండె వీక్ ఉన్నా గుండె సరిగ్గా పనిచేయకపోయినా మిస్ బీటింగ్ కొంతమందికి గుండె పనిచేస్తూ పనిచేస్తూ ఒక సెకండ్ ఆగినట్టు ఆగి మళ్ళీ పనిచేస్తుంది అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ముద్ర వేస్తే చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ ఎవరికైనా సమస్య అంటే ఆయాసం ఎక్కువ ఉంటే కూడా ఆ ముద్ర వేస్తే చాలా బాగా హెల్ప్ చేస్తుంది రెండు అంతస్తులు మెట్లు ఎక్కాలనుకోండి కొంతమంది ఎక్కలేము ఆయాసం వస్తుంది అంటే గుండెకి మనం నడిచే పని మనం నడుచుకొని వెళ్ళడానికి దీనికిను శరీరం సహకరించక ఆయాసం వచ్చి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి కొద్దిసేపు నిలబడి మళ్ళీ నడవడం మళ్ళీ నిలబడి మళ్ళీ నడుస్తారు ఈ అపానముద్ర వలన ఆ సమస్య దూరం చేస్తుంది ఈ విధంగా అపానముద్ర రెండు రెండు చేతులు ఉంచి అరచేతుల పైనుంచి నడుము నడుము తిన్న ఉంచి కూర్చుంటే పన్నెండు నిమిషాలు లేక పదిహేను నిమిషాలు కూర్చుంటే శ్వాస విధానం పర్ఫెక్ట్ అవుతుంది రెండు అంతస్తులు ఆయాసం లేకుండా ఎక్కగలుగుతారు ఇందులో ఉన్న గొప్పతనం ఇది అపాన ముద్రలు మరొకటి మలం త్యాగం అంటే మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా అపాన ముద్ర సాధన చేస్తే ఆ సమస్య మెల్లిగా తగ్గించేస్తుంది ఇంత గొప్ప ముద్ర ఇది ఇదే విధంగా అపాన ముద్రలోని ఇరవై ఏడు నిమిషాల పాటు రోజు సాధన చేస్తే ఈ విధంగా పెట్టుకొని కూర్చోండి రోజుకి ఇరవై ఏడు నిమిషాలు చొప్పున ఇరవై ఏడు రోజులు సాధన చేస్తే పదవ రోజుకే నాలుక మీద టేస్ట్ బర్స్ మారిపోతే దాని తర్వాత అవి చాలా బాగా పనిచేసి వ్యసనాలు పోగొట్టడానికి కూడా పనిచేస్తే ముద్ర ఇది అంటే కాఫీ టీ లిక్కర్స్ లాంటివి గాంజా లాంటివి ఇటువంటి అంటే వ్యసనాలను పోగొట్టే సిస్టమ్ చాలా బాగా పనిచేసే సిస్టమ్ ఇది అపాన ముద్ర దీంట్లో ఇంత గొప్పతనం ఉంది అపాన ముద్రలో మరొకటి అపాన ముద్ర